Thank you. నక్షత్రం లోకమంతటికి వెలుగును చూప ఏసయ్య పుట్టాడని ఆయనే రక్షకుడని ఏసయ్య పుట్టాడని ఆయనే రక్షకుడని పూజించి కొనియాడి పూజించి కొనియాడి లోకానికి లోకానికి దారాయేది లోకానికి వెలుగాయేది లోకానికి దారాయేది నింగిలోన నక్షత్రం లోకమంతటికి వెలుగులు చూప నింగిలోన మెరిసే నక్షత్రం లోకమంతటికి వెలుగులు చూపా ఏసయ్య పుట్టాడని ఆయనే రక్షకుడని ఏసయ్య పుట్టాడని ఆయనే రక్షకుడని దానికి వెలుగాయే లోకానికి లోకానికి వెలుగాయే మెరిసే నక్షత్రం లోకమంతటికి వెలుగులు చూప నిన్నిలోన మెరిసే నక్షత్రం లోకమంతటికి వెలుగులు చూప ఏసయ్య పుట్టాడని రక్షకుడని ఏసయ్య పుట్టాడని ఆయనే రక్షకుడని మార్చుకున్నాడు కరములు త్రసి ఉన్నాడు చేరితే చేర్చుకుంటాడు పూజించి కొనియాడి పూజించి కొనియాడి ఆరాధన చేద్దాం లోకానికి వెలుగాయని లోకానికి తారాయని లోకానికి వెలుగాయని ప్రియ పుట్టాడని ఆయనే రక్షకుడని పూజించి కొనియాడి పూజించి కొనియాడి ఆరాధన చేద్దాం లోకానికి వెలుగాయని లోకానికి దారాయని లోకానికి వెలుగాయని లోకానికి దారాయని వెలుగును చూప నింగిలోన మెరిసే నక్షత్రం లోకమంతటి వెలుగును చూప ఏసయ్య పుట్టాడని ఆయనే రక్షకుడని ఏసయ్య పుట్టాడని गाये रे